హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends so రీసెంట్గా టెన్త్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది చాలామందికి గ్రేట్ పాయింట్స్ అనేవి బాగా వచ్చాయి కొంతమందికి తక్కువ వచ్చాయి అని చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ గ్రేట్ పాయింట్స్ని బట్టి మార్క్స్ ఎన్ని తెలుసుకోవడం మాత్రం చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఆ ఫార్ములా కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే నేను ఈ వీడియోలో ఫార్ములా గురించి అయితే తెలియచేయను కానీ ఏ గ్రేడ్కి ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయం మాత్రం నేను తెలియచేస్తాను కాబట్టి మీకు వచ్చినటువంటి గ్రేడ్స్ని బట్టి ఆ మార్క్స్ని యాడ్ చేసుకుని మీ టోటల్ మార్క్స్ అనేవి మీరు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్